hi friends welcome to my channel ఈ వీడియోలో నేను మీకు క్యాప్సికమ్ కప్స్ తయారీ విధానంతో పాటు స్టఫింగ్ని ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు నేను చూపించబోతున్నాను ఈ క్యాప్సికమ్ కప్స్ విత్ స్టఫింగ్ని బడ్డీ స్టైల్లో చూపిస్తున్నాను ఇలా ఒకసారి చేసుకుని తింటే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఈవినింగ్ స్నాక్గా భలే బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే కనుక హ్యాపీగా తినేస్తారు మరి ప్రాసెస్ని చూసేద్దామా బోండాల కోసమని ఈ సైజులో ఉండేటువంటి క్యాప్సికమ్ను తీసుకుంటున్నాను వీటిని ఒక అరగంట ముందర ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి రెడీ చేసేసుకున్నాను బోండా పిండి కోసమని బౌల్ తీసుకుని రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ కారం ముప్పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ తినే సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిపోయాక కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు చూడండి పిండి ఈ విధంగా ఉండాలి డీప్ ఫ్రై కోసమని తగినంత నూనె పోసుకున్నటువంటి బాండీని పై పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె కాగింది కదా ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి శనగపిండిలో క్యాప్సికమ్ను ఇలా ముంచి పిండిని మొత్తానికి పట్టించి నూనెలో ఇలా వేసుకోవాలి మిగతా బజ్జీలను కూడా ఇలాగే వేసేసుకుందాం గరిటతో ఈ విధంగా తిప్పుకుంటూ బోండాలని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే లోపల క్యాప్సికం కూడా చక్కగా మగ్గి బోండా చాలా రుచిగా ఉంటుంది భలే ఉన్నాయి కదా బోండాలు చూస్తుందని తినాలనిపిస్తోంది కదా వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా పళ్ళెంలోకి తీసేసుకుందాం క్యాప్సికం బోండాలు రెడీ కదా వీటిని ఇలాగే తినేయకుండా స్టఫింగ్ తోటి పాటు తింటే ఇంకా ఇంకా బాగుంటాయి ఆ స్టఫింగ్ కోసమని ఒక మీడియం సైజులో ఉండేటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా యొక్క ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కొద్దిగా మామిడి అల్లం ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ మామిడి అల్లం మీకు దొరకకపోతే కనుక మామూలు అల్లం కూడా వేసుకోవచ్చు వీటితో పాటు వేయించినటువంటి పల్లీలు కరివేపాకు కూడా రెడీ చేసుకోవాలి బడ్డీ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి టామరిన్ చట్నీ అంటే స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీని కూడా రెడీ చేసుకుంటున్నాను ఈ టామరిన్ చట్నీ తయారు చేసుకోవడాన్ని మీకు మొలకల చాట్లో క్లియర్గా చూపించాం కదా ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసుకుని చూడవచ్చు అలాగే గ్రీన్ చట్నీ కోసమని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒక వెల్లుల్లి రబ్బ ఉప్పు తీసుకుని మిక్సీ చేసేసుకున్నాను వీటన్నింటితోటి స్టఫింగ్ని రెడీ చేసేసుకుందాం అందుకోసమని ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు టమాటా పుదీనా కొత్తిమీర మామిడాళ్ళ ముక్కలు వేసుకోవాలి కొంచెం గార్నిష్ కోసం అట్టే పెడుతున్నాను అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా కారం చిట్కడి చాట్ మసాలా ఒక స్పూన్ టామరిన్ చట్నీ ఒక స్పూన్ గ్రీన్ చట్నీ వేసుకుని బాగా కలుసుకోవాలి టామరిన్ చట్నీలో ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రుచి ఇంకా బాగుంటుంది స్టఫింగ్ అలాగే వేయించినటువంటి పల్లీలు కరివేపాకు కూడా వేసుకుని అంత బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూడండి స్టఫింగ్ రెడీ ఇప్పుడు బోండాను తీసుకుని ముచ్చుకాయ చూడండి ఇటువైపు ఉంది కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉండేటువంటి గింజలు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బోండా పీస్కి లోపల ఇలా మొదట స్వీట్ చట్నీ అప్లై చేసి పైన గ్రీన్ చట్నీ ఆ పైన కొద్దిగా చాట్ మసాలా వేసి ఈ విధంగా కప్పు రెడీ చేసుకోవాలి ఇలాగే మరొకటి చూపిస్తున్నాను చూసారు కదా ఇలా అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ని ఈ క్యాప్సికమ్ కప్ లోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇంకొకటి చూపిస్తాను ఈ విధంగా కప్ తీసుకుని చట్నీలు వేసుకున్నటువంటి కప్ తీసుకుని దాంట్లో మనం రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్ ఈ విధంగా పెట్టుకుని రెడీ చేసుకోవాలి ఇలా అన్నింటినీ స్టఫ్ చేసేసుకోవాలి వీటిపైన కొద్దిగా ఆనియన్స్ అన్నింటిపైన వేసేసుకోవాలి అలాగే వేయించినటువంటి పల్లీలు కూడా వేసుకుని వీటిపైన గ్రీన్ చట్నీ టామరిన్ చట్నీలతో గార్నిష్ చేస్తే కనుక నోరూరించేటువంటి క్యాప్సికమ్ కప్పులు స్టఫింగ్ తోటి రెడీ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఇలా ఎవరికి సర్వ్ చేసినా సరే వద్దు అనే ఛాన్స్ ఉండదు మరి ఇంత ఎమ్మి ఎమ్మి క్యాప్సికమ్ కప్పులు తొందరగా ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసమని Nandala sisters YouTube channel subscribe చేసుకోండి అలాగే మరిన్ని ఉల్లి వెల్లుల్లి లేని వెరైటీ రెసిపీల కోసమని మా మరొక ఛానల్ చిరావరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉండే గంట సిమ్మలు ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ